ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ కొట్టండి అలాగే మా వీడియో పూర్తి చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరెవరెవరెవరు వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు మామిడికాయ పెరుకుంటా మామిడికాయ ఏంది మామిడికాయలు ఎవరు లేరు కదా చూస్తే చూసుకుంటా వస్తున్నా అటు నుంచి అడిగి పెరుకుందామని ఏమో కనపడలేదనా చేయని చెట్టు పైన చూస్తుంటే కనపడలేదనా చేయని చెట్టు పైన చూస్తుంటే కింద కూర్చున్నా అబ్బా మా తాత పొద్దు నుంచి కావాలండి నన్ను ఇప్పుడు పెట్టిపోయినాడు కాస్తున్నాయి అబ్బా కాస్తుండే ఇవి పింజులు ఏమో నా పింజులు ఏం కనపడలే కానీ ఏ లావు ఉంది కాయది ఒకటి తిందామని పిక్కుంటే ఫ్రీగా ఏం లేదా డబ్బులు ఇస్తాంలే ఏం డబ్బులు రెండు రూపాయలు అయితే డబ్బులు రెండు రూపాయలు మళ్ళీ ఎంతనా డబ్బులు కాదు నా సన్నకాయ కదా ఇది కాయలు ఎంత పడతాయి ఒకటి కేజీ కాయలు అవుతాయి రెండు కేజీలు కాయలు అవుతాయి ఇది రెండు కేజీల కాయ ఆడైతుందా కాలు కేజీ కానీ రాదు ఎందుకు రాదు ఇట్లా కాయలు నాలుగు వస్తాయి కేజీకి ఇట్లా కాయలు నాలుగు వస్తాయి ఈ కాయ ఇట్లా రాను అయ్యా నువ్వు ఏంటి పెరుకోవాలా నువ్వు మమ్మల్ని అడిగి పెరుకు రాను అయ్యా నువ్వు ఏంటి పెరుకోవాలా నువ్వు మమ్మల్ని అడిగి పెరుకు ఒకటి కాకుండా రెండు పెరుక్కో ఎవరు పెరుకోమంటారు నిన్ను ఎవరు లేరు కదా ఏంటి లేరు లేరు కానీ ఏమన్నా ఏం చేస్తున్నాను అప్పటి నుంచి ఏ పనుకున్నావు అనుకున్నా పనుకుంటే దొంగతనం చేసే పాపం అందరికి ఇలా ఊరందరికి దొంగతనం చేసే కిడిసారా మా సేమ్ దొంగతనం గిందకాం చేయొద్దు నువ్వు దొంగతనం మనం గిందకాం చేయొద్దు నువ్వు దొంగతనం మనం అని చెప్తున్నా కదా మీ తాతనే పంచి కట్టుకున్నాడు నేను పద్దెనిమిది కావాలన్నా ఇట్లా దిండి పోతారు సవాల్ కొట్టిపోతారు చెప్పి చెప్పి నాకు విసుగు వచ్చింది నాతో కాదు వెళ్ళిపో నా కాయ ఇచ్చి వెళ్ళిపో అయ్యి ఒక కాయలే ఒక కాయ కాయలే ఒక బాబు నాకు కోపం వస్తా చూడు ఒక కాయలే లావుందని కేజీ వస్తుంది నేనేం మాట్లాడితే ఏం ఎక్కువ ఏం ఎక్కువ ఏంటి కొడతావు నువ్వు ఏంటి కొడతావు నువ్వు ఏం దొబ్బుతున్నావు చెయ్యి మళ్ళీ కొడితే ఎవరు సేన్ వచ్చినారా తప్పు ఇది తప్పు ఇస్తానులే రా ఏ డబ్బులు ఇస్తా అని చెప్తున్నా కదా ఎంత వెళ్తుంది డబ్బులు అయ్యా నాకు డబ్బులు అవసరం లేదు నాకు మా కాయలు కావాలి డబ్బులు ఇస్తాను లేదు పింజలు అన్ని పెరుకుంటే నీకు ఏమన్నా కడుపు బూ తింటావు మళ్ళీ ఏం తింటావు అదేమన్నా లావకాయ నీకు పెరుగుతున్నాయి సన్నకాయ కదా చదువుకున్నట్లున్న పిల్లడు నీకేం తెలుదా అరువు లేదా కడుపుకి చదువుకుంటావు నా చదువుకుంటే కాయలు అని చెప్పినారా నా చదువుకుంటే కాయలు అని చెప్పినారా <laughs> కాయ ఎట్లా కాయ పెరుకునేది కూడా అని కాయలు లేవు మళ్ళా మన లేకుండా ఇంకా కాస్తున్నావా అవి కాస్తున్నావా అవి అప్పుడు అప్పుడే ఎవడు పెరుకోమంటారు నిన్ను నేను ఒక కాయ పెరుకుందాం కాయలు ఏమైనా వచ్చిన సన్న పింజులు పెరుగుతున్నావా నువ్వు వచ్చిండే సన్న పింజలు ఇంకా కాస్తున్నా ఇంకా ఇప్పుడు అవి ఏం ఊరిని ఏం ఊరేగిన ఏం ఊరేగిన మాట్లాడతావు ఏ నువ్వు కాయ అట్లా కాయ మారా మాకు మా కష్టార్జితం అది కాయ కష్టార్జితము నువ్వు నీళ్ళు పోస్తే మరి ఎవరు పోసినా నువ్వు వాన వస్తుంది కదా అని చెప్తున్నా ఎప్పుడు వస్తావు మూడు మూడు మూడు మూడు మూడు నెలలకు ఒకసారి వస్తారు మూడు మూడు మూడు మూడు మూడు నెలలకు ఒకసారి వస్తారు ఏదో నన్ను డబ్బులు అంటున్నావు కదా నాకు డబ్బులు ఏమొద్దు ఒకనాడు పని చేస్తాను పని చేయి రెండు నిమిషాలు పని చేస్తా పని చేయి రెండు నిమిషాలు పని చేస్తా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా రాత్రి కాపలా నేనే ఉందనా నీవేంటి మేము ఉంటాం కాపలా నీకేంటి పెడతారు కాదురా రాత్రి కొంటాలే నేను ఒక నేను చూసుకుంటే నువ్వు రెండు కాయలు ఒక కాయ పెరుగుతుంది అదే నువ్వు రెండు కాయలు ఒక కాయ పెరుగుతుంది అట్లా కాదు కాపలా ఉంటే కానీ ఉండే పింజరాన్ని పెరుకో చెట్టు బోడు బోడు గింజ ఎత్తే చేతి ఇప్పుడే మధ్యలో కాయలు కాస్తాయి కదా గట్టిగా బాగా పెద్ద పెద్దగా ఉంటాయి కదా కేజీ కాయలు అట్లా అయినా పోతే వీళ్ళు కావాలంట ఇప్పుడే మధ్యలో కాయలు కాస్తాయి కదా గట్టిగా బాగా పెద్ద పెద్దగా ఉంటాయి కదా కేజీ కాయలు అట్లా అయినా పోతే వీళ్ళు కావాలంట వెళ్ళిపోవాలా సర్లే పోతాను కాయ ఏంటికి మరి ఏందా కాయ ఏంది కాయ ఏంటి పెరిగిపోతున్నావు ఇంకా మరి ఒక కాయ తీసిపోద్దా ఎవరు నేను అడగ తీసుకున్నాను ఎవరిని అడగాల ఎవరిని అడగాల కాయతా కాయ ఎందుకు ఇవ్వాలి నీకు ఇప్పుడు కాయ కాయ ఏంటికి ఇవ్వాలా నీ ఇచ్చేది లేదాపా నీ ఇచ్చేది లేదాపా కాయండి పడతాను కాయండి పడతాను కాయండి ఇదేదో ఏంటికి నువ్వు మళ్ళీ నువ్వే కదా నా కాయ నాకే అంటే నేను అంటే మన చెట్టు ఉండే పెరుకున్నా కదా నేను చెట్టు ఉండే పెరుకున్నా కదా పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా నువ్వు టవాలతో ఎందుకు కొడుతున్నాను ఏడు కాయిస్తున్నా పోయి మా కష్టాజిత్తు మాది కాయిస్తున్నా ఎవరు ఇసురమన్నారు నేను కాయ పెట్టాల కింద కాయ పెట్టాల కింద నువ్వు కాయ ఆడ పెట్టాలా యాడ పెట్టాలా కాయ ఆడ పెట్టాలా యాడ పెట్టాలా ఏం ఎక్కువ మాట్లాడుతుంది యాడ పెట్టాలా ఏం ఎక్కువ మాట్లాడుతుంది ఏం ఎక్కువ మాట్లాడుతుంది కాయ ఎక్కువ మాట్లాడుతున్నా సర్లే కాయ తీసుకుంటాను పెట్టాను ఏడుకేయాలి పెట్టమన్నావు కదా ఎడ పెడతా కరిపిపోతాను ఎట్లు కరుచుకుంటది మళ్ళీ అదే ఎట్లు పెరికినాం అట్లా కరిపి మళ్ళీ అదే ఎట్లు పెరికినాం అట్లా కరిపి పెరిగితే ఇట్లా చేత్తో ఇట్లా పెరికినా అట్లా పెట్టుకో అట్లా పెట్టుకో అట్లా పెడితే పట్టుకోదు ఇట్లా పెడితే పట్టుకోదు ఇది పట్టుకోకుండా పెట్టిపో ఎట్లు పెరిగినావు అట్లా ఇన్ని ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నావు కదా ఎట్లు ఉండదు అట్లా ఎట్లు పెట్టేకి అట్లా పెట్టేకి రాదు చాడ పెట్టాలా ఉండు చూస్తాను గానీ ఏం చూస్తా మాగిందా లేదా మాగిందా లేదు చూస్తా మా మాగిండది పచ్చకాయ తెలుదా పింజా అది ఇంకా పింజా నువ్వు చూసింటివా కండ్లకి ఏమన్నా పెట్టుకున్నావా కండ్లకి ఏమన్నా పెట్టుకున్నావా ఏంది పెట్టుకున్నా నేను ఏం పెట్టుకోలేదు అప్ప టోపీ పెట్టుకున్నా కండ్ల కండ్లు కనిండి కండ్లకా కండ్లకి ఏం పెట్టుకోవాలి కనపడలేదా నీకు కండ్లకి ఏం పెట్టుకోవాలి కనపడలేదా నీకు <laughs> అవన్నీ ఏమన్నీ ఎటుకారం నువ్వు ఏమని కారం లేదు ఉప్పు కారం ఉంది మా ఇంట్లో శాకారం లేదు ఉప్పు కారం ఉంది మా ఇంట్లో అన్నారు ఏడ కరిపేం అన్నావు కదా ఇంతమంది ఉన్నారు నువ్వు ఏడ కరిపేయాలి ఇది చెప్పు కరిపిస్తా ఏడ కరిపేయాలరా ఏడ కరిపేయాలరా కరిపేమంటు కదా నా ఇష్టము భయం లేదా భయం భయం లేదా నువ్వు కొట్టదు నాకు భయం భయం లేదా నువ్వు కొట్టదు నాకు <laughs> అది నాకే కొట్టకు రాదు నువ్వు నేను అడిగినా మీ తాతని అడిగినా అని చెప్తున్నా నేను మా తాత మీ తాతని పిలిచిరా పోయా సంబంధమే లేదు మా తాత సంబంధమే లేదు మా తాత నేను ఇక్కడ ఉన్నాడు పద్దెనిమిది నీళ్ళు ఉన్నా మా తాత పెట్టిపోయినాడు మా తాత పెట్టిపోయినాడు పక్కన పోయినాడు రాలే కూడి కడుపులో కాలుతుంది ఎందు పెట్టిపోయినా కూడగాని లేదు మాకు పద్దెనిమిది నుంచి తినాలా మామిడికాయలు టిప్ టాప్ గా వచ్చి దెంకొని పోతున్నావు టిప్ టాప్ గా వచ్చి దెంకొని పోతున్నావు కాయలు తీసుకొని కాదు నువ్వు ఒకటి నన్ను ఇట్లా అంటున్నావు వాడు ఆ పిల్లలు మంది పెరుకుపోతారు నాయన ఏమని ఎవరు పిల్లలు అందరికి ఇదే సో జొప్పి జొప్పి చాలైపోయింది పద్ధతి రాదు ఇంకా ఇడుపులు బన్నాయి ఇంకా నీకు కొట్లే సంతోషించి ఇంకా నువ్వు ఇంకా నీకు కొట్లే సంతోషించి ఇంకా నువ్వు ఇదేదో దావెంట పోతుంటే కనపడినాయి ఏమిట్లో వచ్చినా నడుచుకుంటూ వచ్చిన ఏమిట్లో నడుచుకుంటూ వచ్చిన నడుచుకుంటూ వచ్చిన నడుచుకుంటూ వచ్చిన పో పో పో ఇంటి పో ఇంటి పో పో పో ఇంటి పోతాం లే ఏం దొబ్బుతావు కానీ ఓవా ఇంకా ఏమే పోవా అంటావు ఇంకో రౌండ్ వేసుకుంటావా తీసుకెళ్ళా కానీ మళ్ళా మాట్లాడుతున్నావా ఏందో మాట్లాడాలి ఏందో మాట్లాడాలి నీదే ఏంది ఏందో మాట్లాడాలి టవర్ తీసుకుంటున్నాను ఏంది ఏంది కొట్టే కొత్తున్నావు ఏంది కొత్త కొట్టే ఏంది కొత్తున్నావు ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ కాదు కాదు ఏం పెడుతున్నావు కాయ చూడబ్బా ఈ కాయ పెరుక్కున్నాను కాయ డబ్బులు పది రూపాయలు అడిగితే ఇస్తాడు కదా కొట్టేదేంటి నువ్వా కొట్టేదేంటి నువ్వా కొట్టేదేంటి నువ్వా వచ్చి మా పిల్లల మీదకి రావద్దు నువ్వు మా పిల్లల మీదకి రావద్దు నువ్వు కాయ కొట్టదు కొట్టదు కొట్టదు మా కాయ పిల్లని కొట్టదు పిల్లని కాయ ఒక కాయకాయలు ఏం చేస్తావు కాయకాయలు ఏం చేస్తావు ఇవే తగ్గించుకుంటే మంచిది అవి పడిపోయిందిలే నువ్వులు ఆడేటప్పుడు కానీ తీసుకున్నాడు కాయవాడు వాడి తీసుకున్నాడు కాయవాడు రమ్మని పది రూపాయలు కాయలు ఉండు రోజా, ఉండు రోజా, ఉండు రోజా. పది రూపాయలు కాదు నేను ఇంకా పది రూపాయలు ఇస్తాను ఈ పని చేయలేదు కాయ, కాయ, కాయ ఇస్తా, డబ్బులు తే, కాయ తే, డబ్బులు తే. ఇస్తా. కాయ డబ్బులు ఇస్తా. ఆ, నువ్వు ఉన్నా, కాయ డబ్బులు ఇస్తాను డబ్బులు అడిగి నువ్వు ఇస్తావు. వెయ్యి రూపాయలు తేపా కాయకి ఎన్ని రూపాయలు తేపా వెయ్యి రూపాయలు తేపా కాయకి ఎన్ని రూపాయలు తేపా ఎన్ని రూపాయలు తేపా? కాయకి ఏడుకి ఎన్ని రూపాయలు కేజీ? కాయ ఎవడు పీకమంటారా? కాయ ఎవడు పీకమంటారా? ఎవరు వరకు? కాయ ఎవడు పీకమంటారు? కాయ ఎవరేం పీకమనలే. కాయ ఎవడు పీకమంటారు? కాయ ఎవడు పీకమంటారు? ఎవరేం పీకమనలేదు ఏం జరుగుతుందా ఇక్కడ షూటింగ్ చీటింగా మీరు పీకిపోయినారు మరి కడే పోదు కదా నేను అడగమనలేదు ఆమెను చెప్పలేదు ఆ మనిషికే నేను ఏం చెప్పినాను నేను చెప్తాను కాయలు ఏమన్నా కాసినాయా సన్న కాయలు సన్న కాయ కాయ వచ్చినాక అన్న కాయ పెరికాను అంటే మేమే వచ్చి పెరిగిస్తాము నేను కాయ పెరుకున్నా రేపు నింగోడు పోయి చూసుకునే రేపొద్దు నింగోడు వస్తాడు పోయి చూసుకునే ఎవరు వస్తారా నాకేం తెలుసు నువ్వు కాపలా ఉంటావు కదా రోజు ముగ్గులాడితే ఎవడో పడిపోయింది నువ్వు నువ్వు మింది పోవద్దు నువ్వు నువ్వు అట్లాంటివన్నీ నువ్వు చెప్పురాదా మన తాతలు ఎడ ఉంటారు మనం దొంగతానని చెప్తే దొంగతనం అంటారు నువ్వు ఏం లేదు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అంత కాయ కాయ అడిగి ఏంది అడగల కాయలు సూర్య కాయలు అడిగి పెరుగుకొని అది మర్యాద చదువుకున్నా కాబట్టి నీకు తెలాలి చెప్తున్నాడు బడికి పోతున్నావా మళ్ళీ ఏం కాసే పోతున్నావు నాకు తెలియదు బడికి పోతున్నావా మళ్ళీ ఏం కాసే పోతున్నావు నాకు తెలుదు నేనే పడి కాసే పోలేదు గాలి కాసే పోతాను గాలి కాసే పోతాను మళ్ళీ పంచి నువ్వు ఎన్నికలు కాసేపోలే అంటే మా ఇంట్లో వాళ్ళ పంపిలే మమ్మల్ని రాత్రికి ఎత్తుతాం మిమ్మల్ని ఇప్పుడు కాదు రాత్రికి రాత్రికి ఎత్తుతాం మిమ్మల్ని ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే నువ్వు తొక్కలాడద్దు నువ్వు కొట్లాడద్దు అవన్నీ అవసరం లేదు పెరుక్కున్నా పెరుకున్నావు నువ్వు బతుక్కో వెనక్కి ఇచ్చి మాకేం ఆడెట్టు మాకు మీ కాయ మాకు వద్దు మీ కాయ మీకు పట్టు మాకు వద్దు తీసుకుంటారు మా సేన్లాగే రావద్దు కాయ పెరుకొద్దు నువ్వు చదువుకున్న పిల్లోడైతే లావలా కాయలు పెరుక్కో వచ్చినాక అడుగు మమ్మల్ని ఒక కాయ కావాలంటే రెండు కాయలు నేను వచ్చినప్పుడు చూసినా ఎవరు కనపాలే ఆరు చెట్టు కిందే కూర్చున్నాను నేను మాది నుంచి మా కూడు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి double five triple five SMS చేయండి భోజనాలు పెడితే వస్తూ ఉంటాను భోజనాలు పెడితే వస్తూ ఉంటాను ఇప్పుడు ఆ మనిషికి ఇచ్చిన వెనక్కి పో అన్నాడు ఆ మనిషి మళ్ళా మీరు కొట్టాడు ఏ మీరు కొట్ట మీరు కొట్టాడద్దు మీరు కొట్టాడద్దు మీరు కొట్టాడద్దు ఏం లేదా మేము ఏ వాళ్ళ దొరికిన వచ్చినాము అదొక కాయ ఏం లేదా మేము ఏ వాళ్ళ దొరికిన వచ్చినాము యాదో కాయ పెరుగు తక్కువ కొన్నాము అది సిరింటే నీకు తగిలింది వాడే కొట్లాడని ఉన్నట్టు పెట్టి నీళ్లు కాపలా మీరు యాడికి పోయినా నేను పెరగకుండా ఉన్నా కానీ చే చాలు చాలు చాలు చాలు చాలు అడు చూడు ఏ అడు చూడు అడు చూడు కెమెరా ఉంది ఆడు కెమెరా ఉంది ఆడు కెమెరా ఉంది చూడు రాయి చెప్పండి మీరు దొంగతనానికి రాలే మీ చేనులోనా చేనులోనా ఈ పంచింగ్ పలక్నామాకే పంచా మీ చేనులో కాయ కాదబ్బా మీ చేనులో కాయ పెరుక్కోలే బయట కొనుక్కొని వచ్చింటే కాయ పట్టుకుంటే ఏమంటారా అని చూసినా అది వీడియో తీసినాం అంతే మీరు ఒకసారి కెమెరా చెప్పండి హాయ్ చెప్పండి ఇట్లా ఊపండి తగ్గి ఊపు ఏం కాదులే ఏం కాదులే హాయ్ చెప్పండి అందరూ మా ఛానల్ చూడు బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి